hi friends please subscribe to Amaravati media and press the bell icon for more latest updates cycle down down ఇదేం కర్మ టీడీపీకి ఎక్కడైనా ప్రతిపక్ష పార్టీ నాయకులను టార్గెట్ చేసి ఆందోళనలు చేస్తారు ప్రత్యర్థి పార్టీలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేస్తారు కానీ ఏపీలో సొంత పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఘటన చోటు చేసుకుంది ఇక ఈ ఘనకార్యం చేసింది ఎవరో కాదు సాక్షాత్తు తెలుగు తమ్ముళ్ళు స్వయాన టీడీపీ నాయకులే సైకిల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు సత్తివేడి నియోజకవర్గం వరదయ్యపాలెం మండలం సంతవేలూరు గ్రామంలో జరిగిన ఈ సంఘటన వివరాల్లోకి వెళితే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి డాక్టర్ హెలెన్ సత్యవేడి మాజీ ఎమ్మెల్యే హేమలత ఇదేమి కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని సంతవేలూరు గ్రామంలో నిర్వహించారు ఇక గ్రామంలో పర్యటిస్తూ ఇదేమి కర్మ కార్యక్రమాన్ని నిర్వహించిన టీడీపీ నాయకులు సైకిల్ జిందాబాద్ అనాల్సిన చోట సైకిల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఇక పార్టీ శ్రేణులు సైతం డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున గట్టిగా నినాదాలు చేయడంతో జనాలందరూ ఒక్కసారిగా షాక్ తిన్నారు ఇదేంటి సైకిల్ డౌన్ డౌన్ అంటున్నారు అంటూ ముక్కున వేలేసుకున్నారు అనంతరం సంతవేలూరు మాజీ సర్పంచ్ ఇంటి వద్దకు వెళ్లిన తెలుగు తమ్ముళ్లు ఇంటి ముందు అంటించిన మానమ్మకం నువ్వే జగన్ స్టిక్కర్ను తొలగించడానికి ప్రయత్నించగా అక్కడ వారికి చేదు అనుభవం ఎదురైంది ఎన్నో సంక్షేమ పథకాలను అందిస్తున్న జగన్ స్టిక్కర్ను తొలగించడం దేనికి అంటూ ఆమె ప్రశ్నించారు మొత్తానికి సత్యవేడి నియోజకవర్గంలో టీడీపీ నేతలు నిర్వహించిన ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం తెలుగు తమ్ముళ్లను నవ్వుల పాలు చేసింది సైకిల్ డౌన్ డౌన్ అంటూ వారు చేసిన నినాదాల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది పార్టీ కోసం పనిచేయకున్నా పార్టీ పరువు ఇలా తీయకండర్రా అంటూ ఈ వీడియో చూసిన వారు నవ్వుతూ కామెంట్స్ చేస్తున్నారు சைக்கிள் சைக்கிள்